ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయండి సార్ నాకే తెలియదు నీకేం తెలుసు అంటే జనరల్ మేనేజర్ కదా మీరు అందుకని మీకు తెలియదు ఆ చెప్పుకునే వాళ్ళకి మాకు కదా సార్ తెలుసు ఇదిగోండి సార్ అప్లికేషన్ ఇచ్చిపోదాం అనుకోండి బయోడేటా బామ్మా ఖాళీకి ఇచ్చేవేందే ఏం చేస్తున్నావు ఎక్కడ ఫిలప్ చేసుకోరాదు నీ చేత్తో ఫిలప్ చేయాలా ఎవరి చేత్తో చేసినా అట్టే ఉంటుంది అది రైండి పేరు పండుగాడు వీడు కొడితే అసలు దెబ్బ దెబ్బే తగలదు పండుగాడా ఇదేం పేరు అయితే ముద్దు పేరు సార్ ముద్దు పేరు ముద్దు పేర్లు రాయరు ఇక్కడ అసలు పేరు చెప్పు వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద శ్రీనివాస అలివేలు మంగ సమేత తిరుచానూరు గ్రామదేవత గోవింద ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ అంతేనా ఇంకేమైనా ఉందా అంటే కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందండి సార్ మా నాయనమ్మ మళ్ళీ పెడతాను పండుగడే రాసుకుంటా ఫస్ట్ చెప్పింది అదే నేను తండ్రి పేరు సమరసింహారెడ్డి తల్లి పేరు కడపరెడ్డి అమ్మా కాదు సతీష్ సక్కుబాయ్ వాళ్ళకి కూడా ఇస్తారు జీతాలా వాళ్ళకి ఎందుకు ఇస్తారు నా పేరు రాసుకుంటే నాకు జీతం ఇస్తున్నారు వాళ్ళకి ఇవ్వరు ఇక్కడ రాయాలా రాసుకోండి మనిషికి వచ్చినట్టు వస్తుంది మీకు కోపం వయసు చెప్పు అసలుదా సర్టిఫికేట్ లోదే అసలుదంటే అసలుదంటే అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చిందా ఎప్పుడు అప్పుడు పెద్ద గాలివాన్ వచ్చి మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్ అప్పుడు పుట్టానట్టు నేను పెద్ద గాలివాన దొడ్లో చెట్టు ఏం చెట్టు అది కనకాంబరా గాలివాన పడలేదురా దానికి ఏ గాలి దొన్న పడిపోద్ది కనకాంబరా అది పడిపోయినప్పుడు పుట్టానంట సార్ అది కాదు సర్టిఫికేట్ లో ఉండదు చెప్పు సర్టిఫికేట్ లో ఉండేదా ఆ మూడేళ్ల జీతం మీ బాబిస్తాడా ఏంది మూడేళ్ళు జీతం ఇంట్లో గలబా చేస్తున్నానని వయసు ఎక్కువ మూడేళ్ళు వేయించి మా తాత స్కూల్లో చేర్పించాడు మేడం మూడేళ్ళు జీతం ఎవడిస్తాడు నాకు అర్థం కాలేదు మీరు ఇస్తారా? నేనేం రాస్తారు సార్ ఆ వయసు అదే రాయాలి చెప్పు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఒరే అది స్వాతంత్ర దినోత్సవం రోజు కదా ఆ రోజు ఎవడు స్కూల్లో చేరడా స్కూల్ ఉండవు కదరా ఆ రోజా ఎమ్మకొండ ఆ రోజే చాక్లెట్లు ఇచ్చేది చాక్లెట్లు ఇప్పిస్తాను రమ్మని వాడు మా తాత స్కూల్లో జరిపించాడు ఆ రోజు అడ్రస్ రెండు డాష్ ఇరవై రెండు డివైడెడ్ బై రెండు వందల ఇరవై రెండు ఇంటూ రెండు వేల రెండు వందల ఇరవై రెండు మైనస్ ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ప్లస్ రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఒక చొక్క ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు ఇంత నెంబర్ ఉంటుందా ఉంది మా గోడకు సున్నం వేసుకుంటే మొత్తం నెంబర్ అదే వేసిపోయాడు మున్సిపాలిటీ ఇది కాదు షార్ట్ నెంబర్ చెప్పు షార్ట్ నెంబర్ ఏముంది మాకు ఇంకా డిష్ నెంబర్ చెప్పాలా నూట అరవై ఐదు వేసుకో పెళ్ళయిందా ఒకసారి మా అమ్మ నాయన చేశారు రెండోసారి మా పక్కింటి వాళ్ళు చేశారు రెండోసారి పక్కింటోలు చేసేది ఏంటి అంటే మన ఉండే క్యారెక్టర్ కాదు నేను సార్ నువ్వు కరెక్ట్ గా చెప్పకపోతే మూడోసారి నేను చేస్తా వద్దులేండి ఇద్దరితోటి ఆగలేక వస్తుంది మళ్ళీ మూడు ఆమె నాకు అనుభవం దేంట్లో అంటే నాకు పెళ్ళి అంట్రీ మళ్ళీ ఇప్పుడు అనుభవం అంటుంట్రీ ఒరే ఉద్యోగం చేసిన అనుభవం రా ఉద్యోగం అనుభవం అంటే క్లారిటీగా అడగాలి సార్ దేంట్లో అనుభవం అనే ఉద్యోగం చేసిన అనుభవం అని అడగాలి అదే అదే ట్వెల్వ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఓ ట్వెల్వ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ తమరికా ఉంచుకోలేక పంపించేశారు ఏం చేసావు చిన్న పొరపాటు అదే పెద్ద పొరపాటు కూడా చిన్న పొరపాటు చేస్తే ఎవరిని పంపిస్తారండి మేడం తీసేశారు ఇక్కడ మేమే ఉదాహరణ దానికి ఏందో చెప్పు పొరపాటు సైకిల్ కి పెట్రోల్ ఖర్చు ఐదు వందల రూపాయలు చిన్న పొరపాటు అదే కాదని తర్వాత తెలిసింది ఉద్యోగం తమరు ఏం చదువుకున్నారు ఇంతకి ఎంబీఏ అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా చేయకూడదన్నారు ఏమో దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా